Música యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటను మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును కాక ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని మనల్ని బలపరచాలని ఆశతో ఉన్నారండి మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందామా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ ఇసయ్య నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి ఆశ్చర్యకరుడ తండ్రి ఇసయ్య ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ గొప్ప కృపను అనుగ్రహించిన దేవాది దేవ నీ కృపలో వర్తిల్లింప చేసిన సర్వాధికారి నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి ఇసయ ఈ వారం ప్రభా ఇసయ మా అందరితో నువ్వు మాట్లాడండి ఆశ్చర్యకరుడా ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో తండ్రి ప్రభా నీ యొక్క వెలుగుతో నీ యొక్క సన్నిధిని వారు అనుభవించేటట్లు నువ్వు సహాయం దయచేసి నీ నామాన్ని కనపరుచుకొని నువ్వు తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్తిల్లింప చేయగలరని నీ గొప్ప శక్తితో నింపగలరని నీ నామాన్ని మహిమపరచుకునగలరని ప్రభా నా యొక్క మాటలు కాదు ప్రభా నీ యొక్క మాటలు నేను చెప్పడానికి నీ యొక్క అగ్ని వంటి అభిషేకాన్ని నాకు అనుగ్రహించి నడిపించగలరని నజరేడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఈ వారం మనం వాక్య ప్రసంగ అంశంగా ఆది కాండము పదహారో అధ్యాయము పదమూడో వచనం ఆది కాండము పదహారో అధ్యాయము పదమూడో వచనం అది చూచుచున్న దేవుడవు నీవే అని అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాణిని నేనిక్కడ చూచితిని కదా అని అనుకునేను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నిన్ను చూస్తున్నారు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నారు మనము ఒక మనిషి ఈ లోకంలో మనల్ని చూస్తున్నారు అంటే ఎలా ఉంటుందండి మనం ఏ విధంగా ఉన్నాము ఎలాంటి డ్రెస్ వేసుకున్నాము ఎలాగా ఉన్నాము అది చూస్తారు కదా ఈ లోకంలోని ప్రజలు ఒక మనిషి మనల్ని చూసడం అంటే కానీ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నేను దేవుడు నన్ను చూస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఆయన పూర్తిగా మన హృదయాన్ని చూడగలరు ఆయన పూర్తిగా మన హృదయ ఆలోచనలు మన హృదయాన్ని చూడగలిగిన గొప్ప దేవుడు చూ మన దేవుడు సజీవుడైన దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు ప్రతి ఒక్క అవసరతలో మన యొక్క అవసరాలు తెలుసుకునే అవసరాలు తీర్చే దేవుడు కదండి ఇంత గొప్ప గొప్ప దేవునిలో ఇంత శ్రేష్టమైన గొప్ప క్వాలిటీస్ కల కల దేవుడిలో గొప్ప క్వాలిటీ ఏంటంటే గొప్ప ప్రాముఖ్యత ఏంటంటే మన దేవుడు చూస్తూ చూచుచున్న దేవుడు అందుకే దావీదు ఇలా అంటారు ఏమంటారంటే ప్రభువ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములు సాటి అయిన కార్యములు లేవు నీ కార్యములకు సాటైన కార్యములు ఏవి లేవు ప్రభా దేవతలంతటిలో నీ వంటి వాడు ఇవ్వడు అని చెప్తారు దావీదు ఎందుకంటే మన దేవుడు మాట్లాడతారు చూస్తారు వింటారు నీ యొక్క హృదయంలో ఏమి ఆలోచిస్తున్నావో దేవుడు తెలుసుకుంటారు అందుకే రెండవ సమయాలు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ముప్పై రెండో వచనం ఇంకా ఉంటుంది యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది రెండో సమయాలు గ్రంథం ఇరవై రెండు ముప్పై రెండు ముప్పై రెండులో యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది బైబిల్లో ఒక మాట ఉంటుంది కదండి మనుషులను నమ్ముకుండ కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మరలా ఇంకొక మాట ఉంటుంది యహోవాను నమ్ముకొను దన్ వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదండి ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను చూచుచున్న దేవుణ్ణని నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాను మనము ఈ యొక్క చదివిన వాక్యంలో ఆది కాండము పదహారో అధ్యాయము పదమూడో వచనంలో మనం చదివిన వాక్యంలో ఏ విధంగా ఉంది అంటే దేవుడు చూచుచున్న దేవుడని ఈ యొక్క వాక్యాన్ని పలికింది ఎవరు అంటే హాగరు అండి హాగరు ఎవరో తెలుసు కదా అండి మనందరికీ ఆ హాగరు చూచుచున్న దేవుడవు నువ్వు అని చెప్తుంది ఆవిడ అసలు హాగరు ఏ స్థితిలో దేవు చూచుచున్న దేవుడు అని చెప్తుంది దేవుడు హాగరును చూసి తన స్థితిని చూసి ఆ విధంగానే వదిలేశారా ఏ విధంగా చేశారు లేకపోతే దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఏ విషయాలలో మనల్ని గమనిస్తూ ఉంటారు ఈ విషయాలను గురించి మనం మూడు విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే మన యొక్క అర్థం కాని స్థితిని చూచే దేవుడు మన యొక్క అర్థం కాని స్థితిని చూచే దేవుడు ఈ యొక్క ఆ వాక్యాన్ని చదివిన అదే అధ్యాయంలో పదహారో అధ్యాయంలో ఆది కాండము పదహారో అధ్యాయంలో మూడో వచ్చిన మనం ఒకసారి చూద్దామండి కాబట్టి అబ్రహాము కానాను దేశంలో పది ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాము అబ్రాము భార్య అయిన శారాయు తన దాసి అయిన హాగరను ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చెను ఎవరిచ్చారండి సారానే ఇచ్చింది తనకు భార్యగా ఉండినట్లు అబ్రాముకు ఇక్కడ పేరు మార్చబడలేదండి అబ్రాము అనే ఉంది సారా తన దాసి అయిన హాగరును తనకు భార్యగా ఉండడానికి ఇచ్చింది ఇచ్చింది ఇచ్చిన తరువాత ఆ యొక్క హాగరు గర్భవతి అయినది గర్భవతి అయినప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క హాగరు సార్ అని ఒక నీచమైన అక్కడ మనం వాక్యంలో మనం చూచినట్లయితే అండి హాగరు దృష్టికి శార ఎలాగుందంటే నీచమైన దానిగా అయ్యో తనకి పిల్లలు లేరే నాకు కలిగి నేను ఒక గర్భంగా ధరించానే అన్న విధంగా ఒక నీచమైన స్థానంలో ఉంది అప్పుడు ఇంకా సారాకి కోపం వచ్చినప్పుడు అప్పుడు అబ్రహం అబ్రాము దగ్గర అబ్రాహం అంటారండి అప్పుడు ఏమంటారు అంటే నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ దగ్గర ఉంది నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి ఆ యొక్క గర్భవతిగా ఉన్న హాగరును సారా శ్రమ పెట్టడం మొదలుపెట్టింది తన పరిస్థితి చూడండి భర్త నుంచి తన ఏదైతే తను భార్యగా ఉండడానికి ఇచ్చిందో ఆ యొక్క శార ఆ యొక్క అబ్రాము తన భర్త నుంచి ఆగరికి ఆదరణ లేదు అంతేకాకుండా తన ఒక గర్భవతిగా ఉంది తనకే వేరే వాళ్ళ యొక్క ఆదరణ కావాలి ఒక ప్రేమ కావాలి ఒక సపోర్ట్ కావాలి ఆ యొక్క సమయంలో శార ఏం చేస్తుందంటే ఆగరిని శ్రమ పెడుతూ ఉందండి హాగరుని శ్రమ పెడతా ఉంది శ్రమ పెడతా ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలియక హాగర్ ఏం చేస్తుందో తెలుసా తన అర్థం కాని స్థితి నుంచి ఆ యొక్క సారా నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది పారిపోతూ ఉంది ఆ యొక్క సారా నుంచి ఆ యొక్క పరిస్థితి నుంచి ఆ ఇంటి నుంచి పారిపోతూ ఉన్నప్పుడు ఏడో వచనంలో మనం చూసినట్లయితే అరణ్యంలో నీటి బుగ్గ యుద్ధ అనగా మారు శూరు మార్గమున బుగ్గ యుద్ధ ఆమెను దేవదూత కనుగొని ఇక్కడ చూసారండి దేవుడు హాగర్ యొక్క పరిస్థితిని చూడకపోతే దేవదూత ఆ యొక్క దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవదూత హాగర్ని కనుగొనేదా అండి దేవుడు అటువంటి అర్థం కాని స్థితిలో అయ్యో నాకు భర్త నుంచి ఆదరణ లేదు నాకు ఆ యొక్క ఈ యొక్క సారా నన్ను శ్రమ పెడుతుందని ఆ యొక్క పరిస్థితి గుండా అర్థం కాకుండా ఎక్కడికి వెళ్తున్నానో ఎట్లా వెళ్తున్నానో ఏ దారిన వెళ్తున్నానో తెలియకుండా నేను అనుకుంటా ఉంటాను హాగరు కన్నీటితో నడుస్తూ ఉందేమో కళ్ళంతా నీటితో నడుస్తా ఎక్కడికి వెళ్తున్నానో నేను తెలియట్లేదు గర్భవతిగా ఉన్నానని కన్నీటితో అర్థం కాని స్థితిలో నడుస్తా ఉందేమో హాగరు ఆ పరిస్థితిలో యహోవా దూత ఆ నీటి బుగ్గ యుద్ధ హాగరును కనుగొని దేవుడు చూడకపోతే హాగర్ని దేవుడు కనుగొనేవాడా ఆ యొక్క దేవదూత దేవుణ్ణి ఆ యొక్క హాగర్ని కనుగొనేవాడా ఆ యొక్క కనుగొని ఏమి చెప్పిందంటే తొమ్మిది పది పదకొండు వచ్చినాలు మనం చూద్దామండి అప్పుడు యహోవా దూత నీ యజమానిరాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను మరియు యహోవా దూత నీ సంతానముకు నిశ్చయం నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అది లెక్క లెక్కింప వీలు లేనంతగా విస్తారమవుదునని దానితో చెప్పాను మరియు యహోవా దూత ఇదిగో యహోవా నీ మొరను వినెను నీవు గర్భవతి అయి ఉన్నావు నీ కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు చూసారా అండి ఇష్మాయేలు అని పేరు పెట్టదువు తన జీవితమే ఒక ప్రశ్న అయిపోయింది కదా తన జీవితమే అసలు ఎందుకు వెళ్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండా అర్థం కాని స్థితి నుంచి ఆ స్థితి నుంచి నేను పారిపోవాలి అనుకుని ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా వెళ్తున్న హాగర్ను దేవుడు ఏమన్నాడు అంటే నీవే కాదు నువ్వు బ్రతకడమే కాదు నీ నీ యొక్క గర్భంలో ఉన్న శిశువుని నేను ఆశీర్వదిస్తాను లెక్క లెక్కింపలేనట్లుగా విస్తారంగా నేను ఆ యొక్క నేను విస్తారంగా ఫలింపచేసేటట్లు నేను చేస్తాను అని హాగరుకు దేవుడు చెప్తున్నారండి అర్థం కాని స్థితిని దేవుడు చూసేవారు హాగర్కి తన జీవితమే ఒక ప్రశ్న అయిపోయింది కదా అండి హాగర్కి తన జీవితమే ఏంటో అర్థం కాకుండా ఒక ప్రశ్న అయిపోయింది కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తకి నీ జీవితం నా జీవితం ఒక ప్రశ్న కాదు నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటానండి ఎప్పుడు చెప్తా ఉంటాను ఏంటి అంటే నీ జీవితం నా జీవితం మన మనం చూసే ఒక ప్రజలకి మనల్ని చూసే ఒక బంధువులకి ఒక ప్రశ్నేమో కానీ కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకి నీ జీవితం నా జీవితం ఒక ప్రశ్న కాదండి మనం అర్థం కాని స్థితిలో హాగరు ఏ విధంగా అయితే తప్పించుకోవాలి పారిపోతే చాలు అనుకుని ఎక్కడికి వెళ్తున్నానో ఎటు వెళ్తున్నానో తెలియకుండా కంటిలో ఆ యొక్క నీరులో ఆ యొక్క కళ్ళల్లో దుఃఖ దుఃఖంతో ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుందేమో కానీ దేవుడు ఆ అర్థం కాని స్థితిలో దేవుడు చూసి హాగరు దగ్గరకు ఆయన యొక్క దూతను పంపించాడండి హాగరు దగ్గరకు దేవుడి యొక్క దూతను పంపించి నీ యొక్క నిరీక్షణ లేదు నీ యొక్క నీకు అసలు ఏమీ ఒక బ్రతుకుతాను అన్న యొక్క ఆ యొక్క ధైర్యము విశ్వాసం కానీ నిరీక్షణ కానీ నీకు ఏది లేదు కానీ దేవుడు మాట్లాడి నువ్వు మరలా అక్కడికి వెళ్ళు చేతి క్రింద అణిగి ఉండు అంతేకాదు నువ్వు గర్భవతిగా ఉన్నావు నువ్వు ఒక కుమారుని కంటావు ఇస్మాయిల్ అని ఆ బిడ్డకు ఆ యొక్క పేరు పెడతావు అంతేకాదు పదో అధ్యాయంలో మనం చూసినట్లయితే లెక్కింపలేనంత లెక్కింప వీలు నేనంత విస్తారంగా ఆ బిడ్డను నేను ఆశీర్వదిస్తాను తన జనాంగాన్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నారు చూసారా అండి మన పరిస్థితులు ఎలా ఉన్నా అర్థం కాకుండా నువ్వు ఉన్నావేమో ఈ స్థితిలో ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి నెలలో అయ్యో ఏంటి పరిస్థితి అనే అర్థం కాని స్థితిలో ఉన్నావేమో నువ్వు కన్నీటితో ప్రతి నిత్యము ప్రతిరోజు ఏడుస్తూ కన్నీటితో నువ్వు ఆ రోజును గడుపుతా ఉన్నావేమో ఆ కన్నీటితోనే హృదయంలో వేదనతో ఆ యొక్క రోజులను ఆ యొక్క పనులను నువ్వు చేస్తూ ఉన్నావేమో దేవుడు చెప్తున్నారు నీ స్థితిని ఎవ్వరు అర్థం అర్థం చేసుకోపోయినా హాగరులాగా తనని ఆ యొక్క స్థితిలో కూడా శ్రమ పెట్టినా కూడా ఆ స్థితిలో భయంకరమైన అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావా నేను నిన్ను చూస్తున్నానని మన సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నారండి మన దేవుడు చూచుచున్న దేవుడండి ఏ విధంగా అయితే ఒక నిరీక్షణ లేని ఒక బ్రతకడానికి ఆశ లేని హాగరుడు ఆ స్థితి నుంచి పారిపోవాలి అనుకుంటున్న హాగరును మరలా ఆ స్థితిలోనే నిలబెట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి ఆ ధైర్యాన్ని ఇచ్చి అక్కడికి వెళ్ళమని చెప్పి ఆ యొక్క గర్భఫలాన్ని అనుగ్రహించి కుమారుని అనుగ్రహించి లెక్కింపలేని విస్తారంగా నేను చేస్తానని వాగ్దానం చేసి నిజం చేసిన దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమంటున్నారంటే నేను నీకు నేను నీ యొక్క స్థితిని నేను చూస్తున్నా నేను నిన్ను నిలబెడతాను నేను నీ యొక్క స్థితిని అర్థం కాని స్థితిని నేను గమనిస్తున్నా అని దేవుడు చెప్తున్నారండి ఎంత గొప్ప దేవుడో కదా మన యొక్క అర్థం కాని స్థితిలో మనం బాధపడిపోకూడదు కృంగిపోకూడదు పారిపోకూడదు ఆత్మహత్య చేసుకోకూడదు దేవుడు నన్ను చూస్తున్నారు ఈ స్థితి నాకు అర్థమవుపోవచ్చు ఈ స్థితి నాకు అర్థం కాకపోవచ్చు ఈ స్థితి నా యొక్క ఆదరణంలో నియంత్రణలో లేకపోవచ్చు నా కంట్రోల్లో లేకపోవచ్చు కానీ నా దేవుడికి సమస్తం తెలుసని నువ్వు నన్ను చూస్తున్నాడన్న ధైర్యం కలిగి ఉంటే దేవుడు ఎలా అయితే హాగర్ యొక్క స్థితిని మార్చేశారో ఆ మైండ్ సెట్ని మార్చేసి మరలా అక్కడే ఉంచారో దేవుడు నిన్ను ఎక్కడైతే అవమానం పొందుతున్నావో ఎక్కడైతే శ్రమ పడుతున్నావో ఎక్కడైతే కన్నీరు కారుస్తున్నావో అక్కడే దేవుడు ఉంచుతారండి అంత గొప్ప దేవుడండి మన దేవుడు అంత గొప్ప కార్యం చేయగలడు దేవుడు కానీ నువ్వు నేను చూచుచున్న దేవుడని నమ్మాలి అప్పుడు మనం నిలబడగలం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను చూస్తున్న దేవుడు మన మొట్టమొదటిగా మన యొక్క అర్థం కాని స్థితిలో దేవుడు నిన్ను చూస్తున్నారు మన రెండవదిగా చూసినట్లయితే మనలో పాపాన్ని చూచే దేవుడు మనలో పాపాన్ని చూసే దేవుడు మనం చూసాం కదండి మొదటి పాయింట్లో మన మన యొక్క ప్రతి అవసరాన్ని చూస్తారు మన యొక్క కన్నీటిని చూస్తారని చూసాం హాగర్ విషయంలో మన యొక్క బాధల్ని దేవుడు చూస్తాడని చూసాం మన యొక్క మన యొక్క నిరీక్షణలు దేని లేని స్థితిని దేవుడు చూస్తారని చూసాం మనం ఎక్కడైతే పడిపోతామో నేను నిలబడలేను అని అనుకుంటుందో హాగరు అక్కడే దేవుడు నిలబెట్టాడని మనం చూసాం కానీ మన గొప్ప దేవుడు ఇంకొక శ్రే ఇంకొకటి ఏం చేస్తారో తెలుసా మనలో మనలో ఉన్న పాపాన్ని కూడా దేవుడు చూస్తారండి మనలో ఉన్న పాపాన్ని కూడా చూస్తారు దేవుడు దావీదు ఒక రాజుగా ఉన్నారు నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరులే నేను పాపం చేసినా కూడా నన్ను ఎవ్వరు కూడా ప్రశ్నించరు అని అనుకున్నారు మనందరికీ తెలుసు దావీదు చేసిన పాపము కదా అండి దావీదు చేసిన పాపం మనందరికీ తెలుసు ఉరియా భార్య అయిన బెత్సబాను బెత్సబాను తన భార్యగా తనతో పాపం చేయడం వల్ల ఆ పాపాన్ని కప్పిపుచ్చేయడం కోసం ఇంకా ఆ ఉరియా ఉరియాని అన్యాయంగా యుద్ధంలో చంపించేశారు ఇది ఎవ్వరికి తెలియదులే ఇది ఎవ్వరికి ఏమీ అవ్వదులే నేను ఆ యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి బెచ్చబాను నా భార్యగా నేను స్వీకరించాను కదా అని అనుకున్నారండి అనుకున్నాడేమో దావీదు కానీ దేవుడు ఏ విధంగా చూశారో ఆ పాపాన్ని చూద్దామండి రెండవ సమయాల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో అయితే దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను యహోవా దృష్టి అంటే ఏంటి ఆయన చూపుకి అంటే ఆ పాపాన్ని దేవుడు చూశాడు ఎంత ఎంత భయంకరంగా ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడో ఒక కుటుంబంలో ఒక ఒక ప్రాణాన్ని తీసే ప్రాణం పోయడానికి దావిదు ఏ విధంగా కారణమయ్యాడో ఆ దేవుడు ఆ యొక్క పాపాన్ని చూశాడు కాబట్టి ఏమంటున్నాడంటే యహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను యహోవా వదిలేశాడు అనుకుంటున్నారా అంటే ఆయన పాపము ఒక నాలుగు గోడల మధ్య చేశారు ఎవరికి తెలియదులే నేనంతా కప్పిపుచ్చేసుకున్నాను ఇంకెవరికి డౌట్ రాదులే ఇంకెవ్వరికి ఇంకా అనుమానం కూడా ఉండదులే అనుకున్నాడేమో ఆ పాపము ప్రపంచానికి తెలిసేటట్లు పరిశుద్ధాత్మదేవుడు బైబిల్లో రాయించాడు ఆ కాలంలో ఆ ప్రజలకు తెలిసేటట్లు కూడా రాజు ఈ విధంగా పాప పాపం చేశాడని ప్రజలకు తెలిసేటట్లు కూడా దేవుడు చేశాడండి ఎలా అంటే నాతాను అనే ప్రవక్తను పంపించి పన్నెండో అధ్యాయంలో నాతాను అనే ప్రవక్తను పంపించి ఒక ఉపమానం ద్వారా తన పాపాన్ని తన్ని తెలుసుకునేటట్లు దావిదును తెలి తెలియచేశాడు ఆ విధంగా దావిదును ప్రశ్నించారు ఈ యొక్క ఈ విధంగా ఉంది కదా ఆ విధంగా అన్యాయం చేసిన వ్యక్తిని ఏ శిక్ష వేయాలి అని నాతాను దావిదును అడిగినప్పుడు దావిదు నోటే తనకు రావాల్సిన శిక్షను దేవుడు పలికిచ్చాడండి రెండో సమయాలు గ్రంథం పన్నెండో అధ్యాయం ఐదు ఆరు వచనాలు దావీదు ఆ ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని ఏ మనుషుడు అంటే ఒక ఉపమానంలో చెప్తున్న మనుషుడి మీద బహుగా కోపించుకొని యహోవా జీవము తోడు నిశ్చయంగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు నియవలనని నా తానుతో అనెను చూసారా అండి ఆ కనికరం లేక చేశాడు యహోవా జీవంతోడు నిశ్చయంగా మరణానికి పాత్రుడు ఒక గొర్రె పిల్లని తీసుకున్నాడు కదా నాలుగు గొర్రె పిల్లల్ని ఇవ్వాలి ఆ యొక్క అప్పుడు నా తను చెప్తాడు ఆ పాపం చేసింది ఎవరో కాదు నువ్వే ఒక ఉరియాని అన్యాయంగా చప్పించినందుకు తన కుటుంబంలో తన జీవితంలో నలుగురు కుమారుల్ని దావీదు పోగొట్టుకోవాల్సి వచ్చిందండి చూసారా మన పాపాన్ని చూసే దేవుడండి మన పాపాన్ని చూసే దేవుడు ఆ పాపము ఏ విధంగా మన పాపాన్ని చూసి దేవుడు చాలా దుష్కార్యం అని చెప్పి పన్నెండో అధ్యాయంలోనే ఉంటుందండి నీ యొక్క కుటుంబంలో నిత్యము యుద్ధాలు జరుగుతాయని చెప్పాడండి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీద్ గురించి చూసారా అండి మన యొక్క పాపాన్ని చూస్తాడు దేవుడు ఆ పాపము మనతో పోదండి మనమే శిక్షను అనుభవించాం మన కుటుంబ సభ్యులు కూడా శిక్షను అనుభవించడానికి మనం కారణమవుతాం ఒక ఫౌండేషన్గా ఉంటుంది మన యొక్క పాపం అనేది అంత భయంకరమైందండి పాపం అందుకే మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలండి మన మన యొక్క జీవితంలో మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఏ పనిలో ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నాడని మనం మర్చిపోకూడదు అందుకే కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన రెండో రెండో వచనంలో ఈ విధంగా ఉంటుంది నేను కూర్చుండటను నేను లేచుటను నే నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహింపి ఉన్నావు చూసామండి మనకి ఏ చెడు తలంపు తలుస్తున్నావా మంచి తలంపు తలుస్తున్నావా ఏ విధంగా నువ్వు మాట్లాడడానికి నీ మనసును సిద్ధపరచుకుంటున్నావు ఏ విధంగా నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు ఎక్కడ ఉంటున్నావు ఏం చేస్తున్నావు అవన్నీ చూసే దేవుడండి అవన్నీ మనం చేయకముందే దేవుడికి సమస్తం తెలుసు అవన్నీ చేయకముందే దేవుడికి తెలుసంట ఆ స్థితిలో దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్క స్థితిని చూస్తున్నాడు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు విషయం ఏంటో తెలుసా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నా తలంపుల ద్వారా నా మాటల ద్వారా నా ప్రవర్తన ద్వారా నేను నేను నేనుగా సరి చేసుకోవాలి మన గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి పాపాన్ని క్షమిస్తా పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపని కాదు నీ కోసం నా కోసమే కదా అండి మన యొక్క పాపాలం కోసమే కదా రక్తాన్ని చిందించింది ఇంకా ఇంకా ఇంకా ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తూ అయ్యో నేను బయటకు రాలేను అనుకుంటున్నావేమో మనకి మనంగా ఎవరం బయటకు రామలేమండి మనకి మనంగా ఆ పాపం నుంచి మనం బయటకు రాలేం దేవా నేను రావాలని నాకు ఆశ ఉంది ప్రభా రావాలని నాకు కోరిక ఉంది నేను బయటకు రావాలి నీ సహాయం కావాలి నాకు నేనుగా ఈ ఊబిలో నుంచి నేను బయటకు రాలేను అని నువ్వు ఒక్కసారి దేవుణ్ణి అడగగలిగితే ఆయన సహాయం నువ్వు పొందుకోగలిగితే దేవుడు తప్పకుండా ఆ పాపం నుంచి నేను బయటకు తీసుకొచ్చి దేవుణ్ణి ఆరాధించి జీవించేటట్లుగా దేవుడు నన్ను చూస్తున్నాడు అని నిత్యము ఆ యొక్క భయభక్తులు కలిగి జీవించే ఆత్మీయ స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడండి మనం పాపంలో ఉండడం దేవుడి యొక్క చిత్తం కాదు మనం ఆశీర్వదింపబడకపోవడం దేవుని చిత్తం కాదు కానీ ఇంకా ఇంకా పాపంలో ఉంటే మనకి సంతోషం ఉంటుందిలే పాపంలో ఉంటే మనం చాలా ఆనందంగా ఉంటాంలే అనుకుంటాం కానీ అది ఏది ఒక దుష్కార్యంగా దేవుడికి కనబడుతుంది మన కుట్ మనతో పాటు మన కుటుంబం కూడా ఆ యొక్క పాపం యొక్క ఆ యొక్క పనిష్మెంట్ని ఆ వచ్చే యొక్క తీర్పును అనుభవించాల్సి వస్తుందండి కాబట్టి మన దేవుడు పాపాన్ని చూస్తాడు నీ పాపాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒక సంవత్సరంలో చివరి నెలలోకి వచ్చేసాం ఒప్పుకొని సంతోష హృదయంతో నూతన సంవత్సరాలకు మనం అడుగు పెడతాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను చూస్తున్న దేవుడు నన్ను చూస్తున్న దేవుడు మన యొక్క మొట్టమొదటి పాయింట్ మన యొక్క అర్థం కాని స్థితిని చూచే దేవుడు రెండవదిగా మన పాపాన్ని చూసే దేవుడు మూడవదిగా నన్ను దేవుడు చూస్తున్నారని ఎప్పుడు మర్చిపోకూడదు అవునండి మన జీవితంలో ఏ విషయం మనం మర్చిపోయినా ఏ యొక్క స్థితిని మనం మర్చిపోయినా మనం ఏది చేసినా మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తున్నారని మర్చిపోకూడదు నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఒక ఏదో చెడు తలంపుల ద్వారా ఆ యొక్క వ్యక్తిని చూస్తున్నప్పుడు చెడ్డ తలంపుల ద్వారా ఆ వ్యక్తిని నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని చూ చూస్తావేమో కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అవునండి మనం ఆ వ్యక్తిని ఒక చెడ్డ తలంపులతో వేరే దురుద్దేశంతో మనం చూస్తామేమో కానీ దేవుడు అప్పుడు నిన్ను నన్ను చూస్తాడండి నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు ఆ విషయాన్ని మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మర్చిపోకూడదు ఆ విషయాన్ని మనం జీవితంలో ఈ లోకంలో మరణించే వరకు కూడా మనం మర్చిపోకూడదండి యథార్థంగా ఉండాలి మన హృదయం మనలో పాపం లేని మనం ఉండడం చాలా కష్టమే కానీ ఆయన సహాయంతో మన హృదయం యథార్థంగా ఉంటే యథార్థ హృదయలేడలా దేవుడు చూపే గొప్ప కృపను మనం ఒక వాక్యం ద్వారా చూద్దామండి ఒక రెండో దినవృత్తాంతాల గ్రంథం పదహారో అధ్యాయము తొమ్మిదో వచ్చినం తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచుండెను రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదహారో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూశారు కదా అండి యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడంట దేవుడు యథార్థ హృదయాలను బలపరచడానికి నిజంగా నువ్వు నేను ఆయన కనుదృష్టి సంచారం చేస్తున్నప్పుడు యథార్థ హృదయంతో ఆయనకి కనిపిస్తే మనల్ని బలపరుస్తాడు మనల్ని బలపరచడమే కాదండి ఈ లోకంలో మనల్ని ఆశీర్వదిస్తాడండి లేవనెత్తుతాడు మనము ఆ యొక్క విషయాన్ని మనం మర్చిపోతాం కొన్నిసార్లు మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతామంటే మనల్ని దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తామండి మనలో ఊపిరి ఉన్నంత వరకు మనలో ఊపిరి ఉన్నంత వరకు మనం మర్చిపోకూడదన్న విషయం ఏంటో తెలుసా దేవుడు నన్ను చూస్తున్నాడన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదండి ఎందుకు అంటే ఆయన లేకపోతే మనం ఏం చేయలేము ఆయన చూస్తున్నాడు ఆయనే నిన్ను నిలబెడుతున్నాడు ఆయనే కార్యం చేస్తున్నాడు కాబట్టి నన్ను చూస్తున్నాడు దేవుడు కాబట్టి నేను యథార్థంతా దేవుణ్ణి నేను వెంబడించాలి నేను చాలా జాగ్రత్తగా నా జీవితాన్ని కాపాడుకోవాలి నేను చాలా జాగ్రత్తగా దేవుడికి ఇష్టమైనట్లుగా నేను జీవించాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఎప్పుడైతే ఆయన యొక్క సహాయాన్ని ఆ విషయంలో అడుగుతావో దేవు నువ్వు ఒక ఆత్మీయంగా ఒక స్థితి ఒక మెట్టు పైకెక్కినట్టే చేయండి అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తాడు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నీ చేత కాదు అనుకున్న కార్యాలు కూడా నువ్వేనా నేనేనా చేసిందని ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు ఎప్పుడో తెలుసా మనము దేవుడు నన్ను చూస్తున్నాడు అని మర్చిపోకుండా నిత్యము గుర్తు పెట్టుకొని యథార్థ హృదయంతో ఆయన దృష్టి లోకంలో సంచారం చేస్తున్నప్పుడు యథార్థ హృదయంతో నువ్వు నేను ఆయనకు కనబడినప్పుడు దేవుడు తప్పకుండా ఈ ఈ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నా జీవితంలో నెరవేరుస్తాడండి చూసారా మనం ఎప్పుడు కూడా మనలో ఊపిరి ఉన్నంత వరకు దేవుడు నన్ను చూస్తున్నారని మర్చిపోకూడదండి ఆయన చూచే దేవుడండి మనలోని పాపాన్ని చూస్తారు మనలోని కన్నీటిని చూస్తారు మన తలంపుల్ని చూస్తారు నమ్ముతున్నారు కదా అండి మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన దృష్టి మన మీద ఉంది ఆయన మనల్ని చూస్తున్నారు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా పరిశుద్ధాత్మదేవ ఎస్సయ నీ గొప్ప కృప కృప కృపానుగ్రహించి తండ్రి ఈ విధంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎస్సయ నువ్వు చూచే దేవుడు సర్వశక్తి మంత్ర ఎస్సయ మాలో యొక్క కన్నీటిని మాలో యొక్క చెడు తలంపుల్ని చెడు అలవాటుల్ని అర్థం కాని స్థితులని నువ్వు చూస్తున్నావు సర్వశక్తి మంత్ర ఆశ్చర్యకరుడా తండ్రి నువ్వు చూస్తున్నావన్న జ్ఞానాన్ని మాకు అనుగ్రహించయా అటువంటి ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్కరికి కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి సర్వశక్తి మంత్ర సహాయంను దయచేయండి నీ నామాన్ని మహిమపరుచుకొనండి నీ గొప్ప కృపను అనుగ్రహించి సర్వశక్తి మంత్ర నువ్వు తోడే ఉండి నడిపించి ప్రభా మేము ఎక్కడ సరి చేసుకోవాలో పాపంలో ఉండి ఇంకా ఎక్కడ నీకు దూరమైపోతున్నామో పాపంతో తండ్రి మేము ఆశీర్వదింపబడకుండా మా పాపం ఇంకా అడ్డుగా ఎక్కడ ఉందో తండ్రి ఆ పాపాన్ని ప్రభా ఎస్ఐ ఓవర్కమ్ చేసే ఆ పాపం మీద విజయం పొందే శక్తిని మాకు అనుగ్రహించండి మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు కదా ప్రభా సహాయంను దయచేయండి సర్వశక్తి మంత్ర ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నా కన్నీటిని నువ్వు చూస్తున్నావా ప్రభా నా యొక్క బాధను నువ్వు చూస్తున్నావని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క హృదయాలతో ప్రతి ఒక్క ఆత్మతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు సర్వశక్తి మంత్ర నిలబెట్టండి ఆ కుటుంబాలని నిరీక్షణ లేని అర్థం కాని స్థితి నుంచి తండ్రి ఒక నిరీక్షణతో సంతోషంతో తండ్రి ఒక ఆశీర్వాదకరమైన జీవితం మార్గంలోనికి వారిని నడిపించండి అయ్యా ఆశ్చర్యకరుడ నువ్వు సహాయంను దయచేయండి మా జీవితంలో ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రభా నువ్వు చూస్తున్నావన్న విషయాన్ని మేము మర్చిపోకుండా జీవించి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నువ్వు సహాయంను దయచేసి నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ శక్తిని జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించి నీ యొక్క ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని తీసుకెళ్ళగరండి నజరేడైన యేసు క్రీస్తు నామంన అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నారండి చెప్తున్నారు నీతో మరలా మరలా నీ బాధను కన్నిటిని అర్థం కాని స్థితిని నీ మీదే ఆధారపడ్డానయ్యా నువ్వే నా దిక్కయ్యా అని ఏడుస్తున్నావు కదా నేను నిన్ను చూస్తున్నా ఒక అర్థం కాని స్థితిలో నుంచి ఒక నిరీక్షణ సంతోషం గల స్థితిలోనికి నేను నిన్ను తీసుకెళ్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నారు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు నన్ను చూస్తున్నారు అని అటువంటి ఆత్మీయ స్థితిలోనికి వచ్చును గాక దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ నజరేడైన క్రీస్తు నామం శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమెన్ ఆమెన్